Hello everyone welcome to Achievers Academy friends మన అచీవర్స్ అకాడమీ తరఫున మీకు మే నెలలోని కరెంట్ అఫైర్స్లో ఎన్వైర్న్మెంట్ భాగాన్ని సపరేట్గా చేస్తున్నామండి సో మే నెలలో ఎన్వైర్న్మెంట్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయో నేర్చుకుందామండి సో ఫస్ట్ టాపిక్ కరెంట్ అఫైర్స్లో ఏంటంటే అండి భారతదేశపు ఏకైక గోల్డెన్ టైగర్ ఏంటండి భారతదేశానికి చెందినటువంటి ఏకైక గోల్డెన్ టైగర్ని మళ్ళీ మన శాస్త్రవేత్తలు కానివ్వండి లేదంటే జువాలజిస్ట్ గారు వీ దీన్ని మళ్ళీ చూడడం జరిగిందండి ఈ యొక్క ఏకైక గోల్డెన్ టైగర్ ఎక్కడ ఉంటుందంటే కాజీరంగా నేషనల్ పార్క్ ఎక్కడండి అస్సాంలో ఉన్నటువంటి Kaziranga national park Kaziranga national park okay ఇదే కాజీరంగా నేషనల్ పార్క్ పేరు పైన ఈ యొక్క గోల్డెన్ టైగర్ పేరుని మనం కాజీ అనే ఒక పేరుతో పిలుస్తున్నాం అనమాట కాజీ అనే పేరుతో మనం పిలుస్తున్నాం ఈ గోల్డెన్ టైగర్స్ అనేటివి మై ఫ్రెండ్స్ టైగర్స్లో మామూలుగా రెండు రకాల జీన్స్ ఉంటాయండి దాని యొక్క కలర్ కోసం మనకి మామూలు టైగర్ తెలుస్తుంది బ్లాక్ కలర్ మరియు ఎల్లో లేదా ఆరెంజ్ కలర్ యొక్క కలయికలో ఉంటాయన్నమాట సో ఈ ఫిగర్లో కనుక చూసినట్టయితే దీన్ని గోల్డెన్ టైగర్ అని ఎందుకు పిలుస్తున్నామండి దీనికి ఉన్నటువంటి బ్లాక్ స్ట్రైప్స్ ఏవైతే ఉన్నాయో చాలా తగ్గిపోయాయి అవి బ్లాక్గా కాకుండా కొంచెం గోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయి కాబట్టి దీనిని మనం గోల్డెన్ టైగర్గా పిలుస్తున్నాం ఆ రెండు జీన్స్ పేరు ఏంటివండి ఒకటి వచ్చేసి అగౌటీ జీన్స్ ఇంకోటి వచ్చేసి ట్యాబీ జీన్స్ ఏంటివేంటివండి ట్యాబీ జీన్స్ ట్యాబీ జీన్స్ మరియు అగౌటీ జీన్స్ అగౌటీ జీన్స్ అనే ఈ రెండు జీన్స్ అంటే ఈ యొక్క టైగర్లో జెనెటిక్ వేరియేషన్ లేదా జెనెటిక్ మార్పులు రావడం వలన ఏర్పడినటువంటి టైగరే ఈ యొక్క గోల్డెన్ టైగర్ దీనిని మనం స్ట్రాబెర్రీ టైగర్ ఏంటండి స్ట్రాబెరీ టైగర్ లేదా ట్యాబీ టైగర్గా కూడా పిలుస్తూ ఉంటాం ఫ్రెండ్స్ మీరు కనుక నన్ను ఫాలో కాకపోయినట్టయితే మీకోసం నేను కంటెంట్ని కూడా ఇచ్చానండి అస్సాంలో గోల్డెన్ టైగర్ అస్సాంలో గోల్డెన్ టైగర్ దీన్ని మొట్టమొదటిసారిగా ఐఎఫ్ఓఎస్ ఆఫీసర్ ఎవరండి IFOS officer Indian forest service officer గారు మన కాజీరంగా నేషనల్ పార్క్లో రెండు వేల ఇరవైలో కనుగొన్నారండి ఇది భారతదేశపు ఏకైక గోల్డెన్ టైగర్ అని కూడా నేను మీకు చెప్పాను దాని పేరు వచ్చేసి Kazi Kazi one zero six F Kazi one zero six F ఇదే టైగర్ని ట్యాబీ టైగర్ లేదా స్ట్రాబెరీ టైగర్ అని కూడా చెప్పాను అలానే రెండు జీన్స్ వచ్చేసి ఇంపార్టెంట్ జీన్స్ ఉంటాయని కూడా చెప్పాను కదా ఆ గౌటీ జీన్స్ ఒకటి ఇంకోటి వచ్చేసి ట్యాబీ జీన్స్ ఆ గౌటీ జీన్స్ ఏవైతే ఉన్నాయో అండి ఇవి బ్లాక్ కలర్ని కంట్రోల్ చేస్తాయి ట్యాబీ జీన్స్ వచ్చేసి మీకు గోల్డ్ కలర్ని కంట్రోల్ చేస్తాయని చెప్పేసి కూడా నేను ఇక్కడ మీకు కంటెంట్ ఇచ్చాను అనమాట ఇందులో ఏ ఒక్క జీన్ అయినా కానీ ఎక్కువ అయినా మిగతా జీన్ తక్కువ అయినా ఇలాంటి వేరు కలర్లో టైగర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అలానే బ్లాక్ టైగర్స్ లేదా వైట్ టైగర్స్ కూడా ఇలా జెనెటిక్ మ్యానిపులేషన్ ద్వారానే ఫామ్ అవుతూ ఉంటాయి ఓకే సో నెక్స్ట్ దీంట్లోనే జీన్స్లో ఎటువంటి తేడాలు వస్తే ఈ యొక్క Kazi one zero six F form అయిందో అని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని కూడా నేను మీకోసం ప్రొవైడ్ చేశాను ఎవరైనా నన్ను ఫాలో కానట్టయితే దయచేసి పాస్ చేసుకొని రాసుకోవాలి so next important current affair అండి ఇటీవల కాలంలో ఒక కొత్త కోతి జాతిని కూడా కనుక్కున్నారండి మన శాస్త్రవేత్తలు దానికి ఏం పేరు ఇచ్చామంటే సేలా పాస్ సేలా పాస్ యొక్క పేరు నుంచి దీనిని సేలా మంకీ అని పిలుస్తున్నాం సేలా మంకీ ఓకే ఇది ఎక్కడుందండి దీన్ని ఎక్కడ కనుక్కున్నామంటే అరుణాచల్ ప్రదేశ్లో ఏంటండి అరుణాచల్ ప్రదేశ్ ఓకే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఈ సేలాపాస్ ఓకే సేలాపాస్ అంటే ఇలా మౌంటైన్స్ మధ్యలో ఒక దారిని దారి కనుక ఉంటే దాన్ని పాస్ అంటామన్నమాట హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్నటువంటి ఈ సేలాపాస్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుందండి అయితే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఈ సేలాపాస్ వల్ల ఎడమ లెఫ్ట్ సైడ్ ఏమో ఏమైందండి ఇక్కడ అరుణాచల్ మంకీ అరుణాచల్ మంకీ అనే ఒక కొత్త జాతి ఇలా ఈ పాస్కి రైట్ సైడ్న ఈ కొత్త జాతి మంకీస్ అనేటివి ఇండిపెండెంట్గా వాటికవి ఏర్పడ్డాయన్నమాట అంటే అరుణాచల్ మంకీలతో పోలిస్తే అరుణాచల్లో కోతులతో పోలిస్తే వీటి రూపాలు కానీ వీటిలో ఉన్నటువంటి కలర్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి దీనికి సపరేట్ మంకీగా గుర్తింపించామండి ఈ మంకీ యొక్క సంఖ్య బాగానే ఉందని దాదాపు పదిహేను వేలకు పైగా కోతులు ఈ జాతికి చెందినటువంటి కోతులు అరుణాచల్ ప్రదేశ్లో విహరిస్తూ ఉంటాయి ఓకే ఇటీవల కాలంలో కనిపెట్టినటువంటి మంకీ పేరు ఏంటండి అరుణాచల్లో ఉన్నటువంటి సేలా మంకీ ఏంటండి దాని పేరు సేలా మకావ్ సేలా మక్కావు సేలా గుర్తుపెట్టుకోవాలి దాదాపు పదమూడు వేల ఏడు వందల అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట ఈ మంకీ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి ఎన్వైరన్మెంట్ పరంగా చూసినట్టయితే ఎంప్రర్ పెంగ్విన్స్ ఏంటండి ఎంపరర్ పెంగ్విన్స్ మనకందరికీ తెలుసండి పెంగ్విన్స్ అనేటివి అంటార్క్టికాలో ఎక్కువ శాతంలో ఉంటాయి ఎక్కడ ఉంటాయండి అంటార్క్టికా ఓకే అంతే సౌత్ పోల్లో ఎక్కడ సౌత్ పోల్లో ఉంటాయన్నమాట అయితే ప్రపంచంలోనే అతిపెద్ద పెంగ్విన్ జాతి పేరు ఏంటండి అంటే దాదాపు మూడు అడుగులు నాలుగు అడుగులు నాలుగు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ పెంగ్విన్ జాతి పేరు వచ్చేసి emperor penguin emperor penguin okay ఈ పేరే చెప్తుంది ఎంపరర్ పెంగ్విన్ అంటే రాజు లాంటి పెంగ్విన్ అతిపెద్ద పెంగ్విన్ ఓకే ప్రపంచంలోనే అతిపెద్ద పెంగ్విన్ జాతి ఎక్కడ నివసిస్తుంది అంటార్క్టికాలో ఎంపరర్ పెంగ్విన్స్ ప్రస్తుతం ఈ యొక్క ఎంపరర్ పెంగ్విన్స్ యొక్క ఐయుసిఎన్ స్టేటస్ ఏంటండి ఐయుసిఎన్ స్టేటస్ చూసినట్టయితే దాని స్టేటస్ వచ్చేసి నియర్ థ్రెటెన్ అంటే పర్లేదు మంచి సంఖ్యలోనే ఉన్నాయి అంత భయపడాల్సిన అవసరం లేదు కానీ మనకి క్లైమేట్ చేంజ్ జరుగుతుందన్న విషయం కూడా తెలుసు రోజు రోజుకి ఈ అంటార్క్టికాలో ఉన్నటువంటి మంచుగడ్డలు అనేటివి కరుగుతూ వస్తున్నాయి అయితే ఈ ఎంపరర్ పెంగ్విన్స్ అండి మామూలుగా ఇవి ముప్పై నుంచి నలభై సంవత్సరాలు నివసిస్తాయి బతుకుతాయండి ఇవి తన జీవిత కాలంలో చలికాలంలో గుడ్లను పెడతాయండి చలికాలంలో గుడ్లను పెట్టి ఆ గుడ్లను పొదుగుతాయన్నమాట అయితే ఇలా మంచు కరుగుపోవడం వల్ల మంచు కరుగుపోవడం వల్ల అవి నివసించే ప్రాంతాలు తగ్గిపోతాయి అది గుడ్లు పెట్టేందుకు తనకి స్థలము ఉండదు అంతే కదా సో ఆ విధంగా వీటి యొక్క సంఖ్య తగ్గే అవకాశం అత్యధికంగా ఉంది ఇవి అంతరించిపోయే దిశగా కూడా ఉన్నాయని చెప్పేసి శాస్త్రవేత్తలు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ని ప్రచురించారనమాట దానికి సంబంధించే నేను మీకు ఎంపరర్ పెంగ్విన్స్ గురించి చెప్పాలి సో చెప్పిన అంశాల్లో ముఖ్యమైన అంశాలు ప్రపంచంలోనే అతిపెద్ద పెంగ్విన్ ఏ జాతికి చెందిందండి ఎంపరర్ పెంగ్విన్ జాతికి చెందింది అవి ఎక్కడ నివసిస్తాయండి అవి అంటార్క్టికాలో నివసిస్తాయి ప్రస్తుతం వాటి యొక్క ఐయూసియన్ స్టేటస్ ఏంటి అంటే అండి నియర్ థ్రిటెండ్ వాటి యొక్క ఐయూసియన్ స్టేటస్ ఏంటండి నియర్ థ్రిటెండ్ ఫ్రెండ్స్ మీరు కనుక నన్ను ఫాలో కాకపోయినట్టయితే మీకోసం నేను మళ్ళీ కంటెంట్ని ఈ విధంగా ఇచ్చాను అనమాట చూడండి దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఇచ్చాను యాప్టినోడైటిస్ ఫాస్టెరీ ఓకే యాప్టినోడైటిస్ ఫాస్టెరీ ఇది ఎక్కడ నివసిస్తుంది కేవలం కేవలం అంటార్క్టికాలోనే కనిపిస్తుంది అదేవిధంగా largest member of penguin family పూర్తి పెంగ్విన్ ఫ్యామిలీస్లో పెంగ్విన్ జాతికి చెందినటువంటి పక్షుల్లో అతిపెద్ద పెంగ్విన్ వచ్చేసి మనదే అండి okay it is the tallest and heaviest living species of penguin okay the breed exclusively during Antarctica winter చలికాలంలోనే గుడ్లు పెడతాయి అన్నమాట అదేవిధంగా టుగెదర్ ఇవి దాదాపు యాభై యాభై సంఖ్యల గుంపుల్లో ఈ యొక్క ఎనిమల్స్ అనేటివి తిరుగుతూ ఉంటాయి ఇవి దాదాపుగా తినే డైట్ ఏంటి అంటే అండి చేపలు తింటాయి చేపలనే తింటాయి చేపలు దొరికినప్పుడు ఇవి రొయ్యల్ని కూడా తినేస్తాయి అన్నమాట క్రిల్స్ అంటాము క్రిల్స్ అలానే స్క్విడ్స్ని అలానే సెపాలోపాట్స్ని కూడా తింటూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క penguins okay so next important current affairs చూసేద్దామండి ఎన్వైరన్మెంట్ పరంగా అదేంటి అంటే బుచానియా ఓకే బుచానియా అనే ఒక చెట్టు జాతిని ఇటీవల కాలంలో Jawaharlal Nehru tropical botanical research institute వారు మన తిరువనంతపురం ఎక్కడ అండి తిరువనంతపురం డిస్టిక్లో కనుక్కున్నారండి ఇది అరుదుగా కనిపించే చెట్టు అండి అతి అరుదుగా కనిపించే చెట్టు దాని పేరు బుచానియా అబ్రహామినా ఏంటండి బుచానియా అబ్రహామినా అనే చెట్టుని ఇటీవల కాలంలో ఎక్కడ కనుగొన్నారని కనుక మీకు క్వశ్చన్ వస్తే అది ఎక్కడ కనుక్కున్నామండి తిరువనంతపురం డిస్టిక్ ఎక్కడుంటుందండి ఈ తిరువనంతపురం డిస్టిక్ అంటే కేరళలో ఉంటుంది ఎక్కడ కేరళలో ఉన్నటువంటి తిరువనంతపురం డిస్టిక్లో బుచానియా అబ్రహామియా అనే ఈ చెట్టుని కనుక్కోవడం జరిగింది ఎవరు కనుక్కున్నారో Jawaharlal Nehru tropical botanical research institute వారు దీన్ని కనుక్కున్నారనమాట సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అండి చాలా ఇంపార్టెంట్ మళ్ళీ నార్త్ ఈస్ట్ రీజన్ మళ్ళీ నిలిచిందండి వార్తలో ఇంతకుముందు సేలా పాస్ అనే ఒక మంకీని చూసాం సేలా మంకీ కదా సో అదేవిధంగా ఇదే ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడ అండి మేఘాలయాలో ఒక కొత్త పాము జాతిని కనుక్కున్నామండి ఇది ఇలా మనం అనుకుంటామండి పచ్చగా ఉండే పాము వచ్చేసి ఇది కాటేదు ఇది వీటిలో విషం ఉండదు అనేసి అనుకుంటాం కానీ విషపూరితమైన ఒక పాముని ఇటీవలే శాస్త్రవేత్తలు కనుక్కున్నారు దాని పేరు వచ్చేసి ట్రైమేసారెస్ ఓకే ట్రైమెరిసారెస్ మా ఏ ఏంటండి ట్రైమెరిసారెస్ మాయే మాయే అనే పేరు దీనికి దీన్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త మరియు ఆర్మీ పర్సనల్ అయినటువంటి వారి తల్లిగారి పేరు మాయా అనమాట ఆ పేరు ద్వారా ఈ యొక్క పాముకి ఆ పేరు ఇవ్వడం జరిగింది ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటండి ఈ యొక్క పూర్తి కరెంట్ అఫైర్లో అంటే ట్రైమెరిసారెస్ మాయే అనే యొక్క పాము జాతి ఎక్కడ కనుక్కున్నామండి మేఘాలయాలో కనుక్కున్నాం ఇది విషపూరితమైన పాము ఇట్స్ ఏ పాయిజనస్ స్నేక్ అనమాట ఏంటండి పాయిజనస్ స్నేక్ దీనికి సంబంధించిన పూర్తి కంటెంట్ని మళ్ళీ మీకోసం ప్రొవైడ్ చేశానండి దయచేసి పాస్ చేసుకొని రాసుకోవాలి so next important current affair scientist discovered almost thirty five million ఎంతండి ముప్పై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం ఫాజిల్ అయినటువంటి ఒక రేర్ స్నేక్ స్పీసీస్ని మన శాస్త్రవేత్తలు ఇటీవల కాలంలో లడాక్లో కనుక్కున్నారు ఇక్కడ మన యూనియన్ టెరిటరీ అయినటువంటి లడాక్లో కనుగొనడం జరిగిందనమాట ఓకే అక్కడ మంచు కరిగిపోవడం ద్వారా ఈ యొక్క ఫాజిల్ అనేది బయటపడిందండి ఈ యొక్క స్నేక్ పేరేంటి స్నేక్ పేరు ఏంటి అంటే మ్యాట్సో ఐడి స్నేక్ గుర్తుపెట్టుకోవాలి మ్యాట్సో ఐడి స్నేక్ ఇది ఇటీవలనే సైన్స్ జనరల్ పత్రికలో కూడా రావడం జరిగింది కాబట్టి ఈ మ్యాట్సో డై స్నేక్ అనేది ఎంతో ప్రాబబుల్ క్వశ్చన్ అండి వచ్చే సంవత్సరం యూపీఎస్సీ ప్రిలిమ్స్కి అయినా కూడా చాలా చాలా important Madtsoidae Madtsoidae snake దాని యొక్క ఫాజిల్ పిక్చర్ ఇక్కడ ఇచ్చాను చూడండి ఇది ఒకనొకప్పుడు భూమిపైన తిరిగేదండి అతి పెద్ద పాము జాతికి చెందినటువంటి ఒక పాము ఈ మ్యాథ్సో డై స్నేక్ ఇది దాదాపుగా పది మీటర్లు ఎంత అంది పది మీటర్ల వెడల్పుగా ఉండేటటువంటి ఒక భారీ పాము అన్నమాట భారీ పాము డైనోసార్ల కాలంలో ఇది భూమిపైన తిరుగుతూ ఉండేదన్నమాట okay molasses deposit of Ladakh Himalaya for the first time indicating the prevalence in the subcontinent for much longer time than previously thought ఇదేంటంటే మన భారతదేశంలో ఈ పాము ఇంతకుముందు తిరుగుతలేదు అనేసి అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు తిరిగింది అని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క ఫాజిల్ వల్ల మనకు తెలిసింది గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ముప్పై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం భారతదేశం యొక్క లడాక్ ప్రాంతంలో తిరిగినటువంటి పాము యొక్క అవశేషాలు ఈ మధ్యకాలంలో దొరికాయి ఆ పాము యొక్క పేరు Madtsoidae okay Madtsoidae లేదా మ్యాట్సో డై స్నేక్ అనమాట మ్యాథ్స్ ఐడి గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ నేను మీకోసం హైలైట్ చేశాను so next important current affair చూడండి Ramgarh Vishdhari wildlife sanctuary లేదా రామ్దర్ విస్దారి టైగర్ రిజర్వ్ భారతదేశపు యాభై రెండవ tiger reserve national tiger conservation authority ఎవరండి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వారు భారతదేశపు యాభై రెండవ టైగర్ రిజర్వ్గా రామ్గర్ విజ్దారి వైల్డ్ లైఫ్ శాంక్చరీకి ఆ స్టేటస్ ఇచ్చామన్నమాట అయితే ఈ Ramgarh Vishdhari wildlife sanctuary ఏ రాష్ట్రంలో ఉంది తెలుసుకోవాలి కదా ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉందండి ఎక్కడ రాజస్థాన్ రాజస్థాన్ రాష్ట్రంలో నిలిచింది అయితే ఇటీవల కాలంలో ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చరీలో పులుల సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వం గమనించి అది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ద్వారా దీన్ని ఒక టైగర్ రిజర్వ్గా మార్చింది అయితే ఈ Ramgarh Vishdhari wildlife sanctuary Rajasthan రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో పేరు పొందినటువంటి రణతంబోర్ నేషనల్ పార్క్ ఎక్కడెక్కడండి Ramgarh Vishdhari wildlife sanctuary దీన్ని మన నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వారు చేశారండి notified includes the tiger habitat between Ranthambore tiger reserve and Mukundra hills tiger reserve ఏంటండి రాజస్థాన్లో ఉన్నటువంటి ముకుందరా హిల్స్ టైగర్ రిజర్వ్ మరియు రణతంబో టైగర్ రిజర్వ్ల మధ్యలో ఉన్నటువంటి ఏరియానే ఈ Ramgarh Vishdhari wildlife sanctuary అనమాట సో దాని యొక్క లొకేషన్ గురించి కూడా నేను ఇక్కడ మీకు కంటెంట్ ప్రొవైడ్ చేశానండి దయచేసి దీన్ని ఒకసారి మీరు మ్యాప్లో కూడా చూడాల్సిందే సో ఆ తర్వాత సో నెక్స్ట్ అండి దీని గురించే ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చరీలో లేదా రామ్గర్ విస్దారి టైగర్ రిజర్వ్లో మిగతా జంతువులు ఏమేమి ఉంటాయి అని తెలుసుకుంటే మీకు లెపర్డ్ ఉంటుంది ఇండియన్ వూల్ఫ్ ఉంటుంది హైనా ఉంటుంది స్లాత్ బియర్ ఎలుగుబంట్లు గోల్డెన్ జాకెల్ చింకారా జింకలు నీల్గాయ్ అనే ఒక నీల్గాయ్ ఇది వెర్మిన్గా కూడా డిక్లేర్ చేసామండి మధ్యకాలంలో మరియు ఫాక్స్ కూడా ఉన్నాయండి ఈ రామ్గర్ విజ్దారి టైగర్ రిజర్వ్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి భారతదేశపు యాభై రెండవ టైగర్ రిజర్వ్ పేరు ఏంటి అంటే అది రామ్ఘర్ విజ్దారి టైగర్ రిజర్వ్ అది ఏ రాష్ట్రంలో ఉందంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది దాంట్లో పులులతో పాటు మిగతా జంతువులు ఏమంటే కూడా ఇక్కడ నేను మీకు ప్రొవైడ్ చేశాను ఓకే ఒకసారి పాస్ చేసుకొని చూసుకోవాలండి ప్రతిదీ నోట్ చేసుకోవాలి అయితే నేను చెప్పానండి ఇటీవల కాలంలో ఈ రామ్ఘర్ విజ్దారి వైల్డ్ లైఫ్ శాంక్చరీలో పులిల సంఖ్య పెరుగుతుంది అన్న విషయాన్ని కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఇక్కడ ఆఫ్ బుండి ఓకే బుండి ప్రాంతంలో ఉంటుందండి రాజస్థాన్లోని బుండి ప్రాంతం రిచ్ బయోడైవర్సిటీ ఈ మధ్యకాలంలో దీన్ని వైల్డ్ లైఫ్ శాంక్చరీని టైగర్ రిజర్వ్గా మార్చడం కూడా చెప్పాను ఇక్కడ రెండు సంవత్సరాల్లో టైగర్స్ యొక్క సంఖ్య కూడా పెరిగిందని చెప్పేసి ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను ప్రస్తుతం ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి జంతువులు ఏంటి అంటే సాంబార్ డియర్స్ మరియు చీతల్ డియర్స్ ఓకే ఇవి రెండు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయండి దాదాపు మూడు వందల చీతల్ మరియు నూట ఇరవై ఐదు సాంబా డియర్స్ కూడా ఈ యొక్క శాంక్చురీలో ఉండడం వలన పులులకి వేటాడేందుకు గాను సరిపడే అటువంటి ప్రే ఉంది కాబట్టి ఇక్కడ పులుల సంఖ్య అనేది ఈజీగా పెరుగుతుందని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది అయితే ఈ పూర్తి అంశంలో మీరు ఇంకొక అంశాన్ని కూడా నోట్ చేసుకోవాలండి అదేంటి అంటే అసలు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అంటే ఏంటి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అంటే ఏంటి ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని wildlife protection act nineteen seventy wildlife protection act nineteen nineteen seventy two ద్వారా మనం దీన్ని ఫామ్ చేశామండి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ దీన్ని ఎందుకు స్థాపించామంటే అండి భారతదేశ పులల సంఖ్య అనేది తగ్గిపోతూ ఉండడం వలన వాటిని సంరక్షించేందుకు సంరక్షించేందుకు గాను వాటికి అవసరమైనటువంటి పూర్తి అంశాల మీద డిసిషన్ తీసుకునేందుకు అది టైగర్ రిజర్వ్ కింద డిక్లేర్ చేయాలా వాటి ఆరోగ్యం గురించి వాటికి సంబంధించిన ప్రతి అంశం గురించి వాటి సంఖ్యను పెంచేందుకు గాను అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ తయారు చేయాలని చెప్పేసి ప్రభుత్వం రెండు వేల ఐదులో ఎప్పుడండి ప్రభుత్వం రెండు వేల ఐదులో ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని ఫామ్ చేసిందండి దీనికి చైర్మన్ ఎవరు దీనికి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారంటే మన ministry of environment forest and climate change గారు ఎవరండి ministry of environment forest and climate change గారు దీనికి చైర్మన్గా ఆ యొక్క ministry of state for min ministry of state for minister of environment forest and climate change గారు వైస్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తారనమాట చైర్మన్గా మినిస్టర్ గారు వైస్ చైర్మన్గా ఈ వ్యక్తులు ఉంటారు మిగిలిన అందరూ కూడా ఈ యొక్క టైగర్ కన్జర్వేషన్కి సంబంధించినటువంటి స్పెషలిస్టులను కూడా ఈ యొక్క బోర్డులో మెంబర్స్గా కూడా ఉంచుకోవడం జరుగుతుందన్నమాట ఓకే గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలండి రెండు వేల ఐదులో ఈ యొక్క సంస్థ national tiger conservation authority NTCA రెండు వేల ఐదు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా దీనికి స్థాపించాము కాబట్టి ఇది ఒక స్టాట్యుటరీ బాడీ స్టాట్యుటరీ బాడీ ఏ సంస్థ అయినా ఒక లా వలన పార్లమెంటు వారు పాస్ చేసినటువంటి లా వలన ఆ యొక్క బాడీ కనుక ఏర్పడినట్టయితే దానిని స్టాట్యుటరీ బాడీ అంటాం కాబట్టి ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కూడా ఒక స్టాట్యుటరీ బాడీ అనే అంశాన్ని మీరు రాసుకోవాలి okay so next important current affair అండి ఎన్వైరన్మెంట్ పరంగా united nation convention to combat desertification ఏంటండి UNCCD okay UNCCD united nation convention to combat desertification అనే ఒక యుఎన్ సంస్థ ఉందండి ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి సంస్థ దీనిని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్థాపించామండి ఎస్పెషల్లీ దేని కొరకండి మన భూమిని మనం పరిరక్షించే పరిరక్షించుకునేందుకు మన సాయిల్ని మనం కాపాడుకునేందుకు మన భూమి మరియు మట్టిని మనం కాపాడుకోవాలి ఎందుకంటే అండి దాదాపు మనిషికి అవసరమైన ప్రతిదీ కూడా మనం మట్టి నుంచే పుడుతుందని మనం తినే ఆహారం కానివ్వండి మనం వాడే మినరల్స్ కానివ్వండి అన్నీ కూడా మట్టి నుంచే పుడుతుంది అయితే ఈ మట్టి అనేది తన సార కోల్పోయి అది ఒక ఎడారిగా బీడు భూమిగా మారిపోవడం మనం గమనిస్తున్నాం ఇటీవల కాలంలో అయితే ఈ బీడు భూములు లేదా ఎడారి ప్రాంతాలు అనేటివి ఎక్స్పాండ్ కాకుండా వాటిని మనం సంరక్షించుకునేందుకు వాటిని బయోడైవర్సిటీ పెంచేందుకు గాను స్థాపించినటువంటి సంస్థ ప్రపంచంలోనే ల్యాండ్ డిగ్రేడేషన్ లేదా ఒక ఒకే ఒక ఎన్వైరన్మెంట్కి సంబంధించిన ఒకే ఒక భాగం గురించి కాన్సన్ట్రేషన్ చేసి కృషి చేస్తున్నటువంటి ఏకైక సంస్థ ఏది అంటే united nation convention to combat desertification UNCCD అనే ఈ సంస్థ అయితే ఇటీవల కాలంలో ఈ సంస్థ కూడా తన యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ మీటింగ్ని చేసిందండి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ మీటింగ్లో ఈ సంస్థ ఈ united nation convention to combat desertification సంస్థలో ఉన్నటువంటి ప్రతి మెంబర్ కూడా కూర్చొని మనము ఎడారి అంటే బీడు భూమిని పెరగకుండా ఎడారి అనేది ఎక్స్పాండ్ కాకుండా ఏ విధంగా మన భూమిని మనం కాపాడుకోగలమన్న అంశం పైన డిస్కస్ చేస్తూ ఉంటారండి అయితే ఈ సంవత్సరానికి గాను మే నెలలో జరిగిందండి ఈ యొక్క యుఎన్సిసిడి కాన్ఫరెన్స్ అది ఎక్కడ జరిగిందంటే అబిడ్జాన్ ఎక్కడ అండి అబిడ్జాన్ అబిడ్జాన్ అనే ప్రాంతం ఎక్కడుంది అని కూడా మీకు క్వశ్చన్ అడగచ్చు అబిడ్జాన్ అనే ఈ ప్రాంతం Cote de Ivory Cote de Ivory అనే ఒక దేశం ఇది ఏది ఎక్కడ ఉంటుందంటే వెస్ట్ ఆఫ్రికా ప్రాంతంలో ఎక్కడ అండి వెస్ట్ ఆఫ్రికా ప్రాంతంలో నేను మీకు మ్యాప్లో ఈ ప్రాంతాన్ని చూపిస్తానండి అబిడ్జాన్ వచ్చేసి కోట్ డి ఐవరీ యొక్క రాజధాని అండి అయితే ఈ పూర్తి అంశంలో మీరు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలండి రెండు వేల ఇరవైలో భారతదేశంలో సిఓపి ఫోర్టీన్ జరిగిందండి ఇప్పుడు సిఓపి ఫిఫ్టీన్ కదా ఈ సంవత్సరం జరిగేది రెండు వేల ఇరవైలో భారతదేశంలో సిఓపి ఫోర్టీన్ జరిగింది అప్పుడు గాంధీనగర్ డిక్లరేషన్ అని ఒక డిక్లరేషన్ ద్వారా భారతదేశంలో మన ప్రధానమంత్రి మోడీ గారు ఏం ప్రామిస్ చేశారంటే దాదాపు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు మిలియన్ హెక్టార్ల భూమి మిలియన్ హెక్టార్ల భూమి ఏదైతే బీడు భూమిగా నిలిచిపోయిందో లేదా ఎడారి తత్వంకి బలైపోయిందో ఆ భూమిని మళ్ళీ రిక్లమేట్ చేస్తాం అంటే మళ్ళీ సారతత్వంగా తీర్చిదిద్దుతాం మళ్ళీ దానిపైన మొలకలు మొలిసేలా చూస్తాం బయోడైవర్సిటీని పెంపొందిస్తామని చెప్పేసి మోడీ గారు జీ ట్వంటీ దేశాలతో కలిసి ప్రామిస్ చేయడం జరిగిందండి ఎప్పుడండి సిఓపి ఫోర్టీన్లో ఎప్పుడు సిఓపి ఫోర్టీన్లో ఓకే దీనికి సంబంధించినటువంటి పూర్తి అంశాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అయితే భారతదేశం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ సంస్థ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పటి నుంచే మనం మెంబర్గా ఉన్నామండి సిగ్నేచర్ చేసాం నేను కూడా నీ మెంబరే అని చెప్పేసి అయితే దీనిని రాటిఫికేషన్ అంటే దీనిని మన భారత లాస్లో ఎప్పుడు కలుపుకున్నామంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు అంటే పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి మరి అందరు ఆమోదిస్తున్నామా ఆమోదం అని చెప్పేసి అన్నప్పుడు దాన్ని రాటిఫికేషన్ అంటాం రాటిఫికేషన్కి అర్థం మళ్ళీ చెప్తాను సిగ్నేచర్ చేసినంత మాత్రాన వాళ్ళు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మనం ఫాలో అవుతామని రూల్ లేదండి ఎప్పుడైతే మన భారత పార్లమెంట్లో ఇలా నేను సంతకం చేసి వచ్చానని దాని బిల్లును ప్రవేశపెట్టి భారత ప్రభుత్వం అందరూ ఆమోదిస్తే భారత పార్లమెంట్లో ఆమోదించినప్పుడే వాళ్ళు నిర్ణయించిన ఎవరు యుఎన్సిసిడి వాళ్ళు నిర్ణయించిన ప్రతి అంశాన్ని మనం ఫాలో అవ్వాల్సిందిగా ఉంటుంది ఓకే దానినే రాటిఫికేషన్ అంటాం ఇది క్వశ్చన్ అడిగారండి యూపీఎస్సిలో రాటిఫికేషన్కి సిగ్నేటరీకి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని చెప్పేసి ఒకప్పుడు అడిగారు సో అందుకని నేను మీకు చెప్పాల్సి వచ్చింది అయితే భారతదేశంలో ఈ యొక్క సంస్థకి ఎవరు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మన ministry of environment forest and climate change గారు దీనికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే వీరినే కలిస్తే పనులు అయిపోతాయి అన్నమాట సంస్థకు సంబంధించిన వరకు నేను చెప్పానండి జీ ట్వంటీ దేశాలతో కలిసి రెండు వేల ముప్పై కల్లా మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక ట్రిలియన్ ట్రీస్లని నాటుతామని కూడా ప్రామిస్ చేశారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి ప్రామిస్ కూడా నేను చెప్పాను గత సంవత్సరంలో జరిగినటువంటి సమ్మిట్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు మిలియన్ హెక్టార్ల భూమి మనం రిక్లమేట్ చేస్తామని చెప్పేసి అడినారని చెప్పేసి కూడా చెప్పాను ఫ్రెండ్స్ ఈ కరెంట్ అఫైర్ రెండు వేల ఇరవైలో వచ్చినప్పుడు రెండు వేల ఇరవైలో జరిగినటువంటి యూపీఎస్సి ఎగ్జామ్ ఇరవై ఇరవై ఒకటిలో జరిగినటువంటి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో మెయిన్స్ పేపర్లో ఎన్వైర్మెంట్ పరంగా ఈ క్వశ్చన్ అడిగారండి డైరెక్ట్గా అడిగారు యూఎన్సీసీడీ క్వశ్చన్ అడిగారు సో కాబట్టి ఇలాంటి ఎన్వైరన్మెంట్ అంశాలు ఏమైనా వస్తే దయచేసి నోట్ చేసుకోవాలి మీరు సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి కరెంట్ అఫేర్ సో దీంట్లోనే బాగా నేను చెప్పానండి కోట్ డి ఐవరీ యొక్క లొకేషన్ నేను చెప్పాలి కాబట్టి నా బాధ్యతగా ఇక్కడ చూడండి ఇది వెస్ట్ ఆఫ్రికా ప్రాంతంలో ఉన్నటువంటి కోట్ డి ఐవరీ అనే దేశం ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి అబిడ్జాన్ అనే రాజధాని అది కోస్టల్ సిటీ సముద్రానికి దగ్గర ఉన్నటువంటి ఒక సిటీ అనమాట ఇది వెస్టర్న్ ఆఫ్రికా ఇటీవల కాలంలో మన వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు కూడా కొన్ని దేశాలకు వెళ్ళారు కదా ఆ దేశాలు కూడా కనిపిస్తాయి చూడండి చూడండి గబాన్ సెనిగల్ రెండు దేశాలు ఇక్కడ కూడా చూడొచ్చు కోట్ డి ఐవరీ క్లియర్గా చూడొచ్చు మీరు Cote de Ivory southern Atlantic ocean దగ్గరలో అనమాట ఓకే సో నెక్స్ట్ చూసేద్దాం నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అలానే ఇటీవల కాలంలో ఫారెస్ట్ ఏంటండి వరల్డ్ ఫారెస్ట్ కాంగ్రెస్ జరిగిందండి పదిహేనవ వరల్డ్ ఫారెస్ట్ కాంగ్రెస్ జరిగింది అది ఎక్కడ జరిగింది అంటే అది మన సౌత్ కొరియాలో జరిగింది ఇక్కడ సౌత్ కొరియా సియోల్లో జరిగింది అనమాట రిపబ్లిక్ ఆఫ్ కొరియా సియోల్ దాని యొక్క రాజధానిలో పదిహేనవ ప్రపంచ ఫారెస్ట్ కాంగ్రెస్ జరిగింది ఓకే ఈ కాంగ్రెస్కి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలండి అవి ఏంటివంటే అండి ఇది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి ఈ యొక్క కాంగ్రెస్ ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది దీన్ని నిర్వహించేటటువంటి సంస్థ ఏంటి అంటే food and agricultural organisation FAO ఖచ్చితమైన క్వశ్చన్ అండి ప్రిలిమ్స్లో వస్తుందని నాకు నమ్మకం ఉంది కాబట్టి నోట్ చేసుకోవాలి FAO food and agricultural organisation వారు ఈ యొక్క వరల్డ్ ఫారెస్ట్ కాంగ్రెస్ని నిర్వహిస్తారు ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి మొట్టమొదటి వరల్డ్ ఫారెస్ట్ కాంగ్రెస్ అనేది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో స్టార్ట్ అయిందండి కానీ మన ఎఫ్ఏఓ వారు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఈ యొక్క వరల్డ్ కాంగ్రెస్ వరల్డ్ ఫారెస్ట్ కాంగ్రెస్ని నిర్వహించేందుకు వారు ముందుకొచ్చారనమాట అయితే దీని యొక్క ముఖ్య అంశం ఏంటంటే అండి మనందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా మనకు అడవుల సంఖ్య అనేది తగ్గిపోతుందండి అయితే ఈ అడవులన్నిటినీ ఏ విధంగా మనం పరిరక్షించుకోగలం అడవుల ద్వారా మానవాళికి ఏ విధంగా ఉపయోగపడతాయి అడవిలో ఉన్నటువంటి చెట్లు కానివ్వండి వాటిలో ఉంచే వచ్చే ఉత్పత్తులు కానివ్వండి మానవాళికి ఉపయోగపడే విధంగా అలానే బయోడైవర్సిటీని పెంపొందించుకునే విధంగా ఏ విధంగా మన ఫారెస్ట్లను మనం కాపాడుకోవాలన్న పూర్తి అంశాలపైన ఈ యొక్క ఫారెస్ట్ వరల్డ్ ఫారెస్ట్ కాంగ్రెస్లో డిస్కషన్ జరుగుతూ ఉంటుందన్నమాట అయితే భారతదేశం కూడా ఈ వరల్డ్ ఫారెస్ట్ కాంగ్రెస్లో పార్టిసిపేట్ చేసిందండి నేను ఇంతకుముందు చెప్పినటువంటి పూర్తి అంశాలండి ఎవరు నిర్వహిస్తున్నారు food and agriculture organisation FAO వారు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఆరు సంవత్సరాలకు ఒకసారి ఓకే జరుగుతున్నటువంటి డెజర్టిఫికేషన్ జరుగుతున్నటువంటి డిఫారెస్టేషన్ క్లైమేట్ చేంజ్ బయోడైవర్సిటీ అన్నింటినీ కూడా కేవలం చెట్లు పెంచడం ద్వారానే మనం ఇదంతా కాపాడుకోగలమన్న అంశంని ఇక్కడ గట్టిగా డిస్కస్ చేస్తారండి ఓకే అయితే మొట్టమొదటి ఫారెస్ట్ కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఇటలీలో జరిగిందండి ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఎఫ్ఏఓ వారు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారన్న అంశాన్ని కూడా మీకు తెలియజేశాను అదేవిధంగా ఈ యొక్క కాన్ఫరెన్స్లో ఏంటండి ఫిఫ్టీన్త్ ఫారెస్ట్ వరల్డ్ ఫారెస్ట్ కాంగ్రెస్లో ఒక చిన్న డిక్లరేషన్ చేసుకున్నామండి ఆ డిక్లరేషన్ పేరే Seoul forest declaration Seoul forest declaration ఈ డిక్లరేషన్ ఏం చెప్తుందంటే అండి రెండు వేల ముప్పై కల్లా మనము అడవులని సంరక్షించుకునేందుకు గాను పెట్టేటటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని మనం పెంచాలి అని చెప్పేసి చెప్తున్నారు ఎన్నింతలు మూడింతలు పెంచాలి అంటే ప్రస్తుతం ప్రభుత్వాలు వంద కోట్ల రూపాయలు కనుక మీరు ఈ యొక్క అడవులను పరిరక్షించడంలో పెడితే రెండు వేల ముప్పై నాటికి మీరు మూడు వందల కోట్ల రూపాయల వరకు వెచ్చించేందుకు రెడీగా ఉండండి అని చెప్పేసి ఒక సియాల్ డిక్లరేషన్ అనే ఒక డిక్లరేషన్ చేసుకున్నామండి ఇక్కడ చూడండి invest in landscape and forest restoration must be tripled by global by two thousand thirty to meet internationally agreed targets ఏవైతే క్లైమేట్ చేంజ్ టార్గెట్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా మనం రీచ్ అయ్యేందుకు గాను ఖర్చు అనేది పెంచాలి ఫారెస్ట్ని మనం కాపాడుకోవడానికి అనేసి ఈ యొక్క సియోల్ డిక్లరేషన్ చెప్తుందండి అదేవిధంగా ఈ సమ్మిట్లో జరిగినటువంటి వివిధ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్స్ని కూడా నేను ఇక్కడ మీకు పొందుపరిచాను ఏంటి అంటే అవి sustaining and abundance forest ecosystem initiative మనము మన అడవుల్ని కాపాడుకుందాం మరియు వాటిని సంఖ్యను పెంచుదామని చెప్పేసి దాంట్లో ఉన్న ఎకోసిస్టమ్ని కూడా కాపాడుకుందాం అని ఒక agreement assuring future of forest with integrated risk management mechanism scientific పద్ధతిలో మన అడవుల్ని కాపాడుకుందామన్న అంశం పైన platform for REDD plus REDD plus అనే అంశాన్ని మీకు చిన్న హోంవర్క్గా ఇస్తున్నానండి ఈ రీడ్ ప్లస్ ఒక వర్డ్ యొక్క అర్థం ఏంటో దయచేసి మీరు నోట్ చేసుకొని మన కమెంట్లో పెట్టాలి so next these partnership were inked at the congress with the aim of boosting international cooperation and participation ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఫారెస్ట్లను కాపాడుకునేందుకు మనకి ఇనిషియేటివ్గా ఈ యొక్క పూర్తి అగ్రిమెంట్ జరిగాయి సో లాస్ట్ కరెంట్ అఫైర్ అండి ఎన్విరాన్మెంట్ పరంగా ఆ కరెంట్ అఫైర్స్ ఏంటంటే అండి ఇటీవలనే భారత క్యాబినెట్ మన గవర్నమెంట్ ఉంది కదా మన క్యాబినెట్ వారు నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ ఏంటండి నేషనల్ బయోఫ్యూయల్ పాలసీలో చిన్న మార్పులను చేశారండి ఆ అంశం పైనే ఈ కరెంట్ అఫైర్ అండి ఆ అంశం పైనే ఈ కరెంట్ అఫైర్ నేను ఈ క్లాస్ షూట్ చేసే టైంకి భారత గవర్నమెంట్ ఇంకో రిపోర్ట్ కూడా ఇచ్చిందండి ఆ రిపోర్ట్ ఏంటంటే అండి మనం సక్సెస్ఫుల్గా భారత ప్రభుత్వం సక్సెస్ఫుల్గా ten percent ethanol blending in petrol ethanol blending blending in petrol in petrol achieve చేశామన్నమాట అంటే మన పెట్రోల్లో పది శాతం ఎథనాల్ బ్లెండింగ్ అంటే ఎథనాల్ని కలుపుకునే అంశంని మనం సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యామని చెప్పేసి భారత ప్రభుత్వం అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చిందండి ఓకే అయితే మరి నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ లేదా నేషనల్ బయోఫ్యూయల్ మిషన్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి కదా ఈ యొక్క నేషనల్ బయోఫ్యూయల్ పాలసీనండి భారత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ప్రవేశపెట్టిందండి దీని యొక్క ముఖ్య అంశం ఏంటంటే అండి భారతదేశం తనకి అవసరమైనటువంటి ఫ్యూయల్ ఏదైతే ఉందో పెట్రోలియం ఫ్యూయల్స్ డీజిల్ కానివ్వండి పెట్రోల్ కానివ్వండి దీంట్లో దాదాపు ఎనభై శాతం ఫ్యూయల్ని eighty percent of fuel needs వీటిని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి అంటే బయట దేశాల నుంచి కొనుక్కుంటున్నాం ఇలా ఎనభై శాతం మనకున్నటువంటి ఫ్యూయల్ అవసరాన్ని మనం ఇతర దేశాల నుంచి కొనుక్కున్నట్టయితే అది మన గల్లా పెట్టలు లేదంటే మన ఎకనామీ పైన భారీ బర్డెన్ పడుతుంది అనమాట అంటే మన ఫారెన్ ఎక్స్చేంజ్ పైన ఎస్పెషల్లీ ఎక్కువ బర్డెన్ పడుతుంది దాన్ని తగ్గించుకునేందుకు దాదాపు సంవత్సరానికి ముప్పై వేల కోట్ల రూపాయల వరకు మనము సేవ్ చేసేందుకు గాను భారత ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుందండి రెండు వేల ముప్పై కల్లా రెండు వేల ముప్పై కల్లా పెట్రోల్లో ఇరవై శాతం ఎథనాల్ ఉండాలి ఎథనాల్ ఉండాలి అదే డీజిల్లో డీజిల్లో అయితే ఐదు శాతం బయోడీజిల్ ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుందండి నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ ద్వారా ఇదే పాలసీలో ఎటువంటి ఐటమ్స్ని మనం ఈ బయోఫ్యూయల్ ఈ ఎథనాల్ని ఈ బయోడీజిల్ని ప్రొడ్యూస్ చేసేందుకు వాడచ్చు అన్న అంశాన్ని కూడా చెప్పింది ఎలాంటివండి పాడైపోయినటువంటి మన బియ్యపు గింజలు మనకు తెలిసింది మన భారతదేశంలో అత్యధిక మొత్తంలో రైస్ ప్రొడ్యూస్ అవుతుంది దాదాపు అదంతా కూడా ఎఫ్సిఐ గోడంలో మురుగుతుందండి చాలా అది వరకు కూడా అలా పాడైపోయిన రైస్ను కూడా ఎథనాల్ కింద మార్చేసి దానిని పెట్రోల్లో వాడుకోవచ్చు అన్న అంశాన్ని కూడా ఈ యొక్క నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ చెప్తుందండి ఓకే అయితే దీంట్లో చిన్న పాలసీలో చిన్న మార్పులు చేర్పులు చేశామండి అయితే ఈ నేషనల్ బయోఫ్యూయల్ పాలసీని ఇంప్లిమెంట్ చేసేందుకు గాను ఒక బాడీని పెట్టామండి national biofuel coordination committee NBCC అయితే ఈ కమిటీలో రెండు స్పెషల్ మెంబర్స్ని యాడ్ చేసుకున్నామండి వారు ఎవరంటే చూడండి to promote the production of biofuels in the country under Make in India program by units located in the special economic zone, export oriented units to be added to the new members. అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్నటువంటి బయోఫ్యూయల్ తయారు చేసే సంస్థలు మరియు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్లో ఉన్నటువంటి బయోఫ్యూయల్ సంస్థలు అవి రెండు కూడా ఈ నేషనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీలో మెంబర్స్గా ఇప్పటి నుంచి ఉంటారని చెప్పేసి ఇటీవల కాలంలో చేసినటువంటి అమెండ్మెంట్లో చెప్పాము అదేవిధంగా ఏమంటున్నారు మనం ఎథనాల్ బ్లెండింగ్ ఇరవై శాతం ఎథనాల్ బ్లెండింగ్ని రెండు వేల ముప్పై కల్లా చేద్దాం అనుకున్నాం కదా దాన్ని ప్రభుత్వం లేదు లేదు ఇంకొంచెం ముందుగానే మనం అచీవ్ చేద్దాం అది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు లోపే మనం అచీవ్ చేసేద్దాము అని చెప్తుంది ఎప్పటికండి రెండు వేల ముప్పైకున్న టార్గెట్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కల్లనే మనం ఇరవై శాతం ఎథనాల్ని పెట్రోల్లో కలిపేద్దామని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్తుంది to allow more feedstocks for the production of biofuels అంటే ఇంతకుముందు కేవలం పది శాతం ఇరవై శాతం మాత్రమే వరిని మనం ఉపయోగించుకోవచ్చు అన్న అంశాన్ని కూడా కొంచెం ఎక్స్పాండ్ చేసేందుకు గాను ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాన్ని నోటిఫికేషన్ ద్వారా ఎంతవరకు తీసుకోవచ్చు ఎంతవరకు తీసుకోకూడదని ప్రభుత్వం టైం టు టైం నోటిఫై చేస్తుందండి ఓకే సో అదేవిధంగా ఇంకొన్ని అమెండ్మెంట్స్ చూద్దాం to grant permission for export of biofuel in special cases ఇప్పటికైతే బయోఫ్యూయల్ ఎక్స్పోర్ట్ లేదండి భారతదేశం నుంచి ఎందుకంటే మనకి డిమాండ్ ఎక్కువ ఉంది కదా సో కొన్ని స్పెషల్ కేసెస్లో ఇలా బయోఫ్యూయల్ని మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని కూడా చెప్పింది to delete and amend certain phrases in the policy in line with the decision taken during the meeting of national biofuel coordination committee అంటే ఈ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీ ఒక మీటింగ్ పెట్టుకొని తీర్మానాలు తీసుకుంటే దానికి అనుకూలంగా కూడా టైం టు టైం మేము అమెండ్ చేయగలం ఈ పాలసీని అని కూడా ఒక నిర్ణయం తీసుకుంది సో లాస్ట్ అండి మన ప్రధానమంత్రి మోడీ గారు రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశాన్ని ఎనర్జీ రిచ్ కంట్రీగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారండి ఆ నిర్ణయానికి అనుకూలంగానే ఈ పూర్తి అమెండ్మెంట్స్ అనేటివి కూడా జరిగాయి అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కల్లా ఎప్పటికల్లా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కల్లనే మనం ఇరవై శాతం ఎథనాల్ బ్లెండింగ్ని అచీవ్ చేయాలని చెప్పేసి కూడా అనుకున్నాం అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఓకే ఈ యొక్క ఎథనాల్ బ్లెండింగ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి నేను చెప్పినట్టుగా దాదాపు సంవత్సరానికి ముప్పై వేల కోట్ల వరకు కూడా ఆదాయం జరుగుతుంది పాడైపోయి ఎవరు తిననటువంటి ఫుడ్ గ్రెయిన్స్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు దీనివల్ల కార్బన్ ఎమిషన్స్ మరియు మీథేన్ ఎమిషన్స్ కూడా తగ్గిపోతాయి కానీ కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయండి ఏంటంటే అండి దీంట్లో దాదాపు వాడే ఐటమ్స్ ఏంటివండి తిను పదార్థాలను వాడుతున్నాం అయితే మేజర్గా వాడే తిను పదార్థాలు ఏంటివంటే రైస్ మరియు షుగర్ ఏంటండి వరి మరియు sugar rice and sugar rice and sugar ఇవి రెండు కూడా వాటర్ ఇంటెన్స్ క్రాప్స్ అండి వాటర్ ఇంటెన్స్ ఇంటెన్స్ క్రాప్స్ అంటే అత్యధిక మొత్తంలో నీళ్లు తీసుకుంటాయి కాబట్టి ఇలాంటి క్రాప్స్ని ఎంకరేజ్ చేసడం మంచిది కాదు బయోఫ్యూయల్ పాలసీ కొరకు సో ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే అండి పది పర్సెంట్ ఎథనాల్ బ్లెండింగ్ అయితే మీకు ఇంజన్స్ ఉంటాయి కదా బైక్ ఇంజన్ కానీ కార్ ఇంజన్స్ కానీ దాంట్లో మార్పులు చేర్పులు ఏమీ అవసరం లేదండి కానీ ఇరవై పర్సెంట్ ఎథనాల్ బ్లెండింగ్ చేసినప్పుడు మీ ఇంజన్లో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుందండి లేకుంటే ట్వంటీ పర్సెంట్ ఎథనాల్ అనేది మీ ఇంజన్లో సరిగ్గా పనిచేయదు పనిచేయకపోను అది ఎమిషన్స్ కూడా ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉంటుంది సో తద్వారా మళ్ళీ కొత్త ఇంజన్ల తయారీ అనేది అవసరం అండి ఈ ఇరవై శాతం ఎథనాల్ బ్లెండ్ చేసినటువంటి పెట్రోల్ వాడేందుకు సో అదొక నెగిటివ్ పాయింట్ అండి ఓకే అయితే ఇప్పుడు నీతి ఆయోగ్ వారు చెప్తున్నది ఏంటంటే అండి భారతదేశానికి దాదాపు కొన్ని బిలియన్ లీటర్ల ఎంత అండి demand of ten point one billion litres by twenty twenty five కల్లా ten point one billion litres మనకి అవసరం ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎక్కువగా మనం దేని నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నామండి ఎథనాల్ మొలాసిస్ బేస్ అంటే బెల్లం గడ్డల నుంచి ఎక్కువగా తయారు చేస్తున్నాం గ్రెయిన్స్ నుంచి కేవలం టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ బిలియన్నే తయారు చేస్తున్నాం అని చెప్పేసి ఇటీవల విడుదల చేసినటువంటి నీతి ఆయోగ్ వారి రిపోర్ట్ చెప్తుంది సో ఫ్రెండ్స్ ఇంతటితో ఈరోజు కరెంట్ అఫేర్స్ని ఎండ్ చేస్తూ I hope you understood each and every point of environment I said here so thank you for watching our video this is Nikhil from Achievers Academy thank you